ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును పరిశుద్ధ గ్రంథంలోని ఒక ఉదాహరణ మనము చూచినట్లయితే రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములలో మనము చూచినట్లయితే రాజు అయినటువంటి హిజ్కియా ఉన్నాడు ఈ రాజు దేవుని యొక్క మార్గములను అనుసరించినటువంటి రాజై చాలామంది రాజులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని దృష్టిలో వారు పాపము చేసి దేవుని దృష్టిలో చెడు నడత నడిచినటువంటి వారు ఉన్నారు ఈ యొక్క హిచ్కియా రాజు అలాంటి వాడు కాడు ఈయన దేవుని యొక్క మార్గములను అనుసరించి నడిచినటువంటి రాజై అయితే ఈయన జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది ఆ యొక్క యూధ ప్రాంతములో ఉన్నటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణములను ఈ యొక్క అశూరు రాజు ముట్టడించినప్పుడు ఈయన దేవుణ్ణి నమ్ముకోలేదు దేవునికి ప్రార్థన చేయలేదు ఆయన ఏం చేశాడంటే నీవు వెళ్ళిపో నీకేం కావాలో ఇస్తాను అని చెప్పాడు ఆయన ఆరు వందల మనుగుల వెండిని అడిగాడు అరవది మనుగుల బంగారమును అడిగాడు హిచ్కియా దగ్గర వెండి బంగారం ఉన్నది కనుక ఆయన ఏం చేశాడంటే మందిరములోను రాజ్యములోను ఉన్నటువంటి వెండిని అంతటిని కూడా ఆయనకి ఇచ్చాడు అది చాలనట్లుగా ఆయన దేవాలయపు తలుపులకు ఉన్నటువంటి బంగారమును తాను నిలిపినటువంటి స్తంభములకు ఉన్నటువంటి బంగారమును కూడా తీసి ఆ అశ్షూరు రాజుకు ఇచ్చాడు సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్నాడు అయితే ఒకరోజు మరలా ఈ యొక్క అశ్షూరు రాజు మనుషులను పంపించాడు ఇప్పుడు దగ్గర డబ్బులు లేవు బంగారము లేవు వెండి లేదు అంతా అయిపోయింది ఇప్పుడు చేసేది ఏమీ లేక ఆయన మొరపెడుతూ ఉన్నాడు తండ్రి నీవు అద్వితీయుడవైనటువంటి నిజమైనటువంటి దేవుడు అని ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకొనున్నట్లుగా ఈ యొక్క అశ్షూరు రాజు చేతిలో నుండి నన్ను విడిపించు మమ్మను విడిపించుమని ఆయన కన్నీరు పెడుతూ ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం దేవుడు అదే రాత్రి దూతను పంపించి అశురు దండులోనికి ఒక దూతను పంపించి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాడు హలే లూయా తన ధనాన్ని నమ్ముకున్నప్పుడు ఆయన పాడైపోయాడు వెండి ఉంది బంగారం ఉంది కాబట్టి ఇవి ఇస్తే ఆ రాజు తిరిగి వెళ్ళిపోతాడు నా జీవితంలోనికి వచ్చినటువంటి ఈ సమస్య పరిష్కారం అవుతుందని హిచ్కియా రాజు అనుకున్నాడు అయితే ఆయన నష్టపోయాడు పాడైపోయాడు ఒకవేళ ఆయన మొదటిసారి వచ్చినప్పుడే హిచ్కియా అదే ప్రార్థన చేసి ఉంటే దేవుణ్ణి నమ్ముకొని ఉంటే ధనానికి బదులుగా దేవుణ్ణి హిచ్కియా నమ్ముకొని ఉంటే ఆయన జీవితంలో ఆ వెండి ఆ బంగారమును నష్టపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు కాబట్టి మన జీవితంలో మనం దేన్ని నమ్ముకున్నాం అఫ్కోర్స్ అందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు అయితే నీ సమస్యలో నీవు ఎవరి వైపు నీ కన్నులెత్తుతూ ఉన్నావు ఎవరి వైపు నీ చేతులు చాపుతూ ఉన్నావు ఎవరి వైపు నీ హృదయము త్రిప్పబడి ఉన్నదని పరిశీలన చేసుకోవాలి రాజుల వైపా అధికారుల వైపా ధనము వైపా చదువు వైపా నీ ఉద్యోగం వైప నీ కుటుంబం వైప నీ స్నేహితుల వైపా వాటి వైపు కాదు